ఒక నూతన యవన దంపతులు ఒక క్రొత్త ఇంటికి అద్దెకి వస్తారు అద్దెకి వచ్చినటువంటి వారు కొన్నాళ్ళు అక్కడ నివసిస్తూ ఉండగా ఆ ఇంట్లోని సహోదరి ఆ పక్కింట్లో ఒక సహోదరి బట్టలు ఆరేసుకుంటున్నప్పుడు చూస్తుంది చూసినప్పుడు ఆ బట్టల మీద బాగా మురికిగా కనబడుతుంది అప్పుడు ఈ స్త్రీ తనతో ఆ బట్టలు సరిగ్గా వతకొచ్చు కదా దానికి కావాల్సిన మంచి మంచి సబ్బులు దానికి కావాల్సినటువంటి అవన్నీ వాడొచ్చు కదా అని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది అయితే రెండో రోజు కూడా మరలా చూసినప్పుడు మరలా బట్టలు మురికిగానే కనపడతాయి అలాగా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు దగ్గర దగ్గరగా సుమారు ఒక నెల రోజుల వరకు తను చూసినప్పుడల్లా ఆ బట్టలు ఉతికి ఆరేసినప్పుడల్లా ఆ బట్టలు మురికిగానే కనబడుతూ ఉంటాయి అలా కనబడుతున్నప్పుడు ఆ సహోదరి ఎంత చెప్పినా వినట్లేదు ఏంటా అని తిను కూడా ఆలోచనలో పడి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఏంటి అని తను ఆ తనకున్నటువంటి మాటలను వ్యక్తపరుస్తూ ఉంటుంది అయితే ఒకనొక సందర్భంలో మరలా తాను చూసినప్పుడు తనకు తెలియకుండానే ఆ బట్టలన్నీ కూడా బాగా అందమైనవిగా ఆ బట్టలన్నీ కూడా చాలా క్లీన్గా కనబడతా ఉంటుంది ఎందుకని ఇలాగా ఒక్కసారిగా మారింది నిన్నటి వరకు బట్టలన్నీ కూడా మురికిగానే ఉన్నాయి ఎంత చెప్పినా తను పట్టించుకునేది కాదు తన అభిప్రాయాన్ని తను వినేది కాదు అని తాను ఆలోచిస్తున్నప్పుడు ఎందుకని ఎంత క్లీన్గా ఉన్నాయి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ ఇంటిలోని తన భర్త లేచి ఒక మాట తనతో చెప్తాడు ఈరోజు నేను ఒక మంచి పని చేశాను ఏమిటి అని అంటే నువ్వు చూస్తున్నటువంటి ఆ కిటికీ ఉంది కదా ఆ కిటికీని నేను క్లీన్ చేశాను శుభ్రం చేశాను అని చెప్తాడు అంటే ఆ కథ మనకి నేర్పించేది ఏంటంటే తన కిటికీలో నుండి చూస్తున్నప్పుడల్లా తను చూసేటువంటి మురికి ఆ బట్టల మీద కాదు కానీ ఆ మురికి అంతా కూడా ఆ కిటికీ మీద కిటికీ అద్దం మీద ఉండేటువంటి మురికి ఆ కథ విన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే మనం ఇతరులను చూసినప్పుడు మన కంటితో మనం చూస్తున్నప్పుడు మన కంటికి ఏది కనబడుతుందో మన పరిశుద్ధతను బట్టే వాళ్ళని మనం అర్థం చేసుకోగలుగుతాం అందుకని మతేశ్వ వార్త ఏడవ అధ్యాయంలో నాకు జ్ఞాపకం వచ్చినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచడేయలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని ఆ కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అంటున్నాడు ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చింది నిజంగానే అనేక సందర్భాలలో మనము ఇతరుల్ని చూసినప్పుడు మన కంటిలో దూలం ఉండగానే పక్కనవాడి ఆ కంటిలోని నలుసును తీసివేయాలని చూస్తూ ఉంటాం మన జీవితంలో పవిత్రత లేకుండానే పక్కవాడిని పవిత్రపరచాలని చూస్తూ ఉంటాం మన జీవితంలోనే కళంకం ఉంచుకొని పక్కవాడిని కళంకాన్ని మనం వేలెత్తి చూపిస్తూ ఉంటాం కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చకూడదని ఇతరుల మీద నేరారోపణలు చేయకూడదని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఈ మాట చెప్తూ ఉండగానే ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను మనం అనేక మందిని ఒక వేలెత్తి చూపించినప్పుడు మన చేతికున్నటువంటి మిగతా వేలని కూడా మన వైపే చూపిస్తాయని అనేక సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం కాబట్టి నా ప్రియ సహోదరులారా ఈ కిటికీ గురించి ఈ కథ మనకి నేర్పించేది మనం చూసేటువంటి కిటికీ ఎటువంటిది అని మనం ఆలోచన చేయాలి మనం ఎటువంటి కిటి వంటి కంటితో మనం చూస్తున్నాం ఆ కిటికీ పరిశుద్ధంగా ఉంటే ఇతరులు మనకి పరిశుద్ధంగా కనిపిస్తారు ఆ కిటికీలే శుభ్రత లేకుండా పరిశుద్ధంగా లేకుండా ఉన్నట్లయితే మనము వాళ్ళు కూడా మనకి అపవిత్రంగానే కనబడతారు వాళ్ళు కూడా మనకి అపరిశుద్ధంగానే కనిపిస్తారు కాబట్టి ఇతరుల్ని తీర్పు తీర్చకుండా అందరినీ ప్రేమతో మనం ప్రేమిద్దాం దేవుడు మనల్ని మాటల ద్వారా దీవించిన గాక ఆమె